దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం పంచ ప్రాణాల్లో చివరిది సమాన ముద్ర సమాన ప్రాణం అంటారు ముందుగా విన్నాం కదా అపాన ప్రాణం ఉదాహరణ ప్రాణం వ్యాన ప్రాణం ఈ విధంగా ఇది ఆఖరిది సమాన ప్రాణం అనుకోండి సమాన ప్రాణం అంటే శరీరం అంతా సమానంగా ఉంచడానికి పనిచేసే ప్రాణమే సమాన ప్రాణం ఇది కడుపు భాగంలో ఉంటుంది ఏ పదార్థం తీసుకున్నా మనం ఏమి తిన్నా శరీరానికి సమానంగా అందిస్తుంది విటమిన్స్ కానీ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ పనిచేసే సమాన ప్రాణం ఈ ప్రాణం శరీరంలోని అన్ని వేళ్లతో కలిపి అంటే చే ముద్రలో ఐదు వేళ్ళు కలిపితే సమానం అగ్నితత్వం సమానంగా ఉంటుంది వాయుతత్వాన్ని సమానంగా ఆకాశతత్వాన్ని అదేవిధంగా పృథ్వీ జలతత్వాన్ని ఐదు కలిపి ఉంచాలి కొన భాగాలు చూడండి ఇలా పెడితే చేతికి ఐదు వేళ్ళు కొనలు తగిలి ఉంటాయి ఇది సమాన ముద్ర మనకు ఎక్కడైనా నొప్పి ఉందనుకోండి ఒక చేయి జ్ఞాన ముద్రలో ఉంచండి రెండో చేయి కుడి చేయనా ఎడం చేయనా పర్లేదు ఈ విధంగా ఇక్కడ నొప్పి ఉందనుకోండి ఆ భాగంలో క్లాక్ వైజ్ ఫిఫ్టీన్ పదిహేను సార్లు క్లాక్ వైజ్ మళ్ళీ రివర్స్ పదిహేను సార్లు తిప్పి చూడండి చాలా వితిన్ మూడో నిమిషం నాలుగో నిమిషం కల్లా నొప్పి తగ్గిపోతుంది అంత బాగా హెల్ప్ చేసే ముద్ర స్పాండ్లైటిస్ కూడా పనిచేస్తుంది కానీ ఇది స్పాండ్లైటిస్ అన్నది ఈ సైడ్ భాగంలో పెరుగుతాయి ఇవి ఏ విధంగా ఉంటాయంటే ద్రాక్ష గుర్తుల్లో ఇక్కడ ఉంటాయి సర్వికల్ అంటే వెన్నుపూసలు పూస అంటే కన్నం ఉంటేనే పూస గుండు గుండ్ర కన్నం లేకపోతే గోళిక అంటాం కదా ఈ స్పాండ్లైటిస్ ప్రాబ్లమ్స్ కూడా సమాన ముద్ర పనిచేస్తుంది అయితే అన్ని వేళ్ళు భుజస్కంధాల మీద టచ్ అవ్వాలి ఇవి భుజాలు ఇవి భుజస్కంధాలు ఇక్కడ టచ్ అవ్వాలి మోచేతులు పైన ఉంచాలి తల కొద్దిగా ఎత్తు ఉంచాలి ఈ విధంగా ముందుకు వచ్చినప్పుడు తగిలిన తగిలిన తలపైన ఇలా క్లాక్ వైజ్గా ట్వంటీ టైమ్స్ తల వన్ చేయవద్దు ఇలా జరిగిపో అనుకూలంగా అయిపోతుంది తల కొద్దిగా ఎత్తుంచి ఈ విధంగా పదిహేను నుంచి ఇరవై సార్లు మళ్ళీ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ అంటారు ఈ విధంగా సీదా ఉల్టా అంటాం లేకపోతే కదా ఈ విధంగా పదిహేను లేక ఇరవై సార్లు సాధన చేస్తే పదిహేనో రోజు కల్లా ఆ స్పాండిటిస్ ప్రాబ్లం నార్మల్ అయిపోతుంది బెల్ట్ పెట్టే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది అయితే వారం వారం కొద్దిగా ఐదైదు సార్లు ఎక్కువ పెంచుకుంటూ చేస్తే కూడా చాలా మంచిది చేసిన నాళ్ళు దీనికి హెల్ప్ చేస్తుంది ఒకవేళ చేయకపోతే నాలుగు రోజుల దాకా దాని శక్తి ఉంటుంది కనుక నాలుగైదు రోజులు మనకి సహాయం చేస్తుంది మళ్ళీ నొప్పులు వస్తాయి అందుకు ఈ నిత్య సాధన ఉండాలి ఈ ముద్రకి ఇది సమాన ముద్ర అన్ని వేళ్ళు కలిపి ఎక్కడైతే సమస్య ఉంటుంది భుజాల దగ్గర నొప్పి ఉంటే భుజాల దగ్గర పెడతాం ఇవి టచ్ చేసే ఉండాలి మళ్ళీ ఇలా విడతీసి చేస్తే రాదు పని చేయ చూడండి అన్నీ కలిసి ఇక్కడ టచ్ చేసి తల ఎత్తి ఈ విధంగా క్లాక్ వైజ్గా రివర్స్ కూడా పదిహేను పదిహేను సార్లు ఒక ఇది ఒక రౌండు ఇది రెండవ రౌండు ఈ విధంగా చేయాలి ఇది మూడవ రౌండు ఆ విధంగా మళ్ళీ రివర్స్ కూడా అలాగే పదిహేను సార్లు క్లాక్ వైజ్ పదిహేను సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేస్తుందాం చూడండి దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ప్రయత్నం చేస్తుందాం